హే గాయస్ మధు హియర్ ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఎలా మన కెమెరాని ఆటోమేటిక్గా ఫొటోస్ తీయాలి అనేదన్నమాట చూడండి ఇప్పుడు మనం ఏమైనా ఫోటో ఫోటో తీయాలనుకోండి సో మాన్యువల్గా మనం ప్రతిదీ ఫోటో తీయాలి సో ఇలా కాకుండా దీని గురించి ఒక యాప్ అనేది ఉంటుందన్నమాట ఈ యాప్ మనం యూజ్ చేసుకుని ఆటోమేటిక్గా ఎంత టైం అయితే సెట్ చేస్తామంటే అంటే టూ త్రీ సెకండ్స్ సెట్ చేసామనుకోండి ఆ టూ త్రీ సెకండ్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇదే ఫోటో తీసేస్తుంది అనమాట సో ఈ యాప్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం సో ముందుగా మీరు ప్లేస్టోర్లో ఆటో కెమెరా అనే యాప్ని డౌన్లోడ్ చేయండి మనకి పైన కనబడుతుంది కదా సో ఈ వన్స్ మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి ఓకేనా ఇక్కడ మనకి సెట్టింగ్స్ చూసారా సో ఇక్కడ సెట్టింగ్స్లో మనకి సెట్ రిజల్యూషన్ అని ఉందా సో దీన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఫోటో ఎంత రిజల్యూషన్లో చేయాలి అంటే పెద్ద సైజ్ క్లియర్గా కావాలా ఫోటోని లేదా నాకు కొంచెం సైజ్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే so six forty into four eighty అలా సెలెక్ట్ చేయొచ్చు లేదు నాకు ఎక్కువ రెజల్యూషన్ కావాలనుకుంటే nineteen twenty into one zero eight zero resolution కూడా సెట్ చేయొచ్చు సో ఇక్కడ నేను వచ్చి one two eight zero into nine sixty select చేశాను ఓకే ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి కెమెరా బటన్ ఉంది కదా సో దీని మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూసారా ఇంటర్వెల్ సో అంటే ఇక్కడ ఎన్ని ఎన్ని నిమిషాలకి మనకి ఫోటో తీయాలి అన్నది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట సో ఇక్కడ మనం చూసారా two seconds three seconds five seconds ఉందా సో ఇక్కడ నేను ఒక త్రీ సెకండ్స్ పెడుతున్నాను ఇప్పుడు కెమెరా క్లిక్ చేశాను అనుకోండి చూడండి ఏమవుతుందో ఇప్పుడు ఇది ఆటోమేటిక్గా ఫోటో తీయడం స్టార్ట్ చేస్తుంది అనమాట చూసారా సో త్రీ సెకండ్స్ అయింది ఒక ఫోటో తీసింది మళ్ళీ చూద్దాం చూసారా అలాగే ఇది ఫోటో కంటిన్యూస్గా ప్రతి త్రీ సెకండ్స్కి ఫోటో తీసేస్తుంది అనమాట ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ మనకి ఏంటంటే పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా మనకి ఇది ఫోటో కంటిన్యూస్గా తీస్తుంది అనమాట చూసారా ఇప్పుడు నేను ఆఫ్ చేశాను సో ఇప్పుడు మళ్ళీ చూడండి ఆన్ చేస్తున్నాను చూసారా ఫొటోస్ తీస్తుంది అదే అన్నమాట ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనం పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఫొటోస్ తీసేస్తుంది అనమాట మనకి చాలా యాప్లో మనం పవర్ బటన్ ఆఫ్ చేశారనుకోండి అక్కడతో ఎండ్ అయిపోతుంది అనమాట మామూలుగా మన కెమెరా ఆఫ్ చేశారంటే పవర్ బటన్ అక్కడతో తాగిపోతుంది కంటిన్యూస్ ఉండదు ఇంక పవర్ అక్కడ సో ఈ యాప్ అలా కాదు పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా కంటిన్యూస్కి తీసేస్తుంది అన్నమాట సో ఇప్పుడు స్టాప్ చేస్తున్నాను నేను ఓకే సో ఇప్పుడు మన గ్యాలరీలోకి వెళ్ళామనుకోండి మన ఫొటోస్ అన్నీ ఆల్రెడీ ఇక్కడే స్టోర్ అవుతాయి అన్నమాట మనకి ఇక్కడ ఫొటోస్ కనబడుతున్నాయి చూసారా ఇవన్నీ ఆటో కెమెరా యాప్ తీసిన ఫొటోస్ అన్నమాట సో ప్రతి త్రీ సెకండ్స్కి ఆటోమేటిక్ ఇది క్యాప్చర్ చేస్తుంది పవర్ బటన్ ఆఫ్ అయి ఉన్నా కూడా అనమాట సో ఇలా మనకి ఈ ఆటో కెమెరా యాప్ కంటిన్యూస్గా మనం ఎన్ని ఫొటోస్ కావాలితే అన్ని ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట ఇంటర్వెల్ సెట్ చేయడం ద్వారా అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఎలా ఒక వీడియోని పవర్ బటన్ ఆఫ్ చేసినా కూడా రన్ అవ్వాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది thanks for watching see on the next video bye